కీర్తనను నూట ముప్పై మూడు ఒకటి నుంచి మూడు సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరం అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదకి కారి అతని దిగ దిగచారిన పరిమళ తైలం వలె ఉండడు సియోను కొడల మీదకి దిగవచ్చు హెర్మోను మంచి వలె ఉండడు ఆశీర్వాదము శాశ్వత జీవను అచ్చట నుండవాలని యహో మీకు సెలవు ఇచ్చినవాడు